హలో ఎవ్రీవన్ నా పేరు షణ్ముఖ మీరు చూస్తున్నారు arrive tech YouTube channel this video sponsored by Amazon websites ఈ కంటెంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాము అక్కడ నుంచి మీరు ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేసినట్టుగా అయితే మీకు ఇంకా తక్కువ ఆఫర్లో వస్తుంది మీరు ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నారు అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టుగా అయితే మీరే ఫస్ట్ చూడొచ్చు హార్డ్లీ మనకు అమెజాన్ సేల్ డేట్ వచ్చేసి మనకు twenty third and twenty fourth ఇంకా మనకు హార్డ్లీ ఒక సిక్స్ అవర్స్ ఉంటుంది సో మొబైల్స్ అండ్ గ్యాజెట్స్లో ఏవైనా కానీ విత్ ఇన్ బడ్జెట్లో లేకుంటే బడ్జెట్ కన్నా కొంచెం హైలో ఉన్నా కూడా ఈ కంటెంట్లో అనేది వారు చేస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బడ్జెట్ మొబైల్స్లో వచ్చేసి మనకు రియల్మీ నాజో ఫిఫ్టీ ఏ ఇది వచ్చేసి one twenty eight GB internal దీని ప్రైస్ వచ్చేసి నార్మల్గా twelve thousand nine hundred and ninety nine rupees but మనకు సేల్లో వచ్చేసి nine thousand nine hundred and ninety nine rupees అదే డిస్క్రిప్షన్ లింక్ నుంచి పర్చేస్ చేసినట్టుగా అయితే మీకు ఇంకా చాలా తక్కువగా రావచ్చు ఇంకా మొబైల్ వచ్చేసి ఐక్యూ నుంచి ఐక్యూ జెడ్ సిక్స్ ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు twelve thousand four hundred ninety nine rupees ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఫోర్ వాట్స్ ఛార్జింగ్తో వస్తుంది అండ్ అలానే in display fingerprint and అలానే ఇందులో వచ్చేసి మనకు full HD plus AMOLED display normal గ్యాడ్జెట్స్లో చూసుకుంటే ఇయర్ పాడ్స్ నాయిస్ నుంచి మనకు నాయిస్ ఇయర్బడ్స్ ప్లస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ రూపీస్ అనేది దాని ప్రైస్ మనకు ఇప్పుడు సేల్లో వచ్చేసి మనకు అది ఇంకా తగ్గుతుంది అనేసి ఒక న్యూస్ అనేది వస్తుంది దాని డీటెయిల్గా చూసుకోవాలంటే పైన ఐ బటన్లో ప్రైస్లో ఇయర్బడ్స్ ప్లస్ అన్బాక్సింగ్ అనేది ఇచ్చాము అండ్ రివ్యూ అనేది చేసాము అక్కడ నుంచి మీరు దాన్ని చూడొచ్చు నాయిస్ నుంచి స్మార్ట్ వాచ్ వచ్చేసి మనకు colour fit ultra two LE price వచ్చేసి మనకు సిక్స్ సెవెన్ రూపీస్ ఉంది అదే మనకు సేల్లో చూసుకుంటే మనకు టూ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నారు సో ఇది చాలా బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు ల్యాప్టాప్స్ అండ్ అలానే మొబైల్స్ అలానే స్మార్ట్ వాచెస్ ఇవి వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఆఫ్ ఇస్తున్నారు సిరీస్ చూసుకుంటే అందులో కూడా fifty percent and twenty percent off అనేది ఇస్తున్నారు మీరు ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నారు అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టుగైతే మీరే ఫస్ట్ చూడొచ్చు ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే వాళ్ళకు షేర్ చేయండి అండ్ అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ అనేది సో ఇలాంటి వీడియోస్ అన్ని డైలీ తీసుకుని వస్తుంటాం సో వీడియోకి ఇంకా లైక్ చేయలేదంటే తప్పకుండా లైక్ చేయండి అలానే మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో అలానే మీరు ఏ ప్రోడక్ట్ అయితే తీసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి అంటిల్ దెన్ గుడ్ బాయ్ జై హింద్